దేవుని నామానికి మహిమ కలుగునుగాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన వచనంలో తెలియపరుచుకుంటూ ఉన్నాను మరొకసారి ఈ బీ డిఫరెంట్ అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకి ఈ విధంగా రావడానికి దేవాతి దేవుడు నాకు సిద్ధపరిచినటువంటి అన్ని విధాల అవకాశాలను బట్టి నేను దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమం మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉందని తెలుస్తూ ఉన్నాను దేవుడి కార్యక్రమం ద్వారా అనేక విషయాలు మనం నేర్చుకోవడానికి తద్వారా మనము ఏ విధంగా వారు వ్యత్యస్తమైనటువంటి జీవితం జీవించారో ఆ విధంగా మనము కూడా జీవించగలగడానికి దేవుడు మనకి సహాయపడునుగాక ఈరోజు మరొక వ్యక్తిత్వాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము మనకందరికీ బాగా ఇష్టపోయినటువంటి వ్యక్తి మనకందరికీ బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి అతను మరెవరు కాదు ఇస్సాకు ఇస్సాకు తన జీవితంలో ఏ విధంగా వ్యత్యస్తమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడో ఒకంత ఈ పగటి వేళ మనము ధ్యానించుకుందాం అబ్రహాముకి సారాకి పుట్టినటువంటి ఏకైక కొడుకు ఇస్సాకు అని మనం చెప్పగలుగుతాం కుటుంబంలో ఏకైక కొడుకు అని అనగానే లేకపోతే ఒక్కడే కుమారుడు అని అనగానే ఖచ్చితంగా ఒకడే కుమారుడు కలిగినటువంటి ఆ కుటుంబానికి తనకి అనేకమైనటువంటి బెనిఫిట్స్ కూడా కలిగి ఉంటాడు అందులో ఉదాహరణకి ఒకటి చెప్పాలి అని అంటే ఈ ఆస్తి పంపకాల విషయంలో చూసినట్లయితే ఒక్కడే కుమారుడు కలిగి ఉంటే అతనికి ఇంకా డోకా లేదు అని చెప్పగలుగుతాం అలాగే ఒక్కడే కుమారుడు అని చెప్పినప్పుడు కూడా సహజంగా తన జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రుల శ్రద్ధ ఎప్పుడు ఆ కుమారుడి మీదే లేకపోతే ఆ కుమార్తె మీదే ఎప్పుడు ఉంటుంది వాళ్ళ అటెన్షన్ అంతా వాళ్ళ మీదే ఉంటుంది అధికమైనటువంటి కేరింగ్ పేరెంట్స్ నుంచి వాళ్ళకి దొరుకుతూ ఉంటుంది అయితే ఇస్సాకు విషయానికి వచ్చేసరికి తాను పుట్టేసరికి తన తల్లిదండ్రులు ఇరువురు కూడా వృద్ధాప్యంలో ఉన్నారు కనుక ఇంకా మరింత బెనిఫిట్స్ లేకపోతే ప్రయోజనాలు ఇస్సాకి ఉండి ఉంటాయని మనము అనుకోగలం ఇస్సాకు గురించి పరిశుద్ధ గ్రంథంలో మనము నేర్చుకున్నట్లయితే ఇస్సాకు అనేది కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు తాను ఒక గొప్ప వాగ్దానము అని పరిశుద్ధ గ్రంథం మనకి నేర్పిస్తూ ఉంది ఆది కాండంలో పదిహేడవ అధ్యాయము పదిహేను నుంచి ముప్పై ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిది వరకు ఇస్సాకు గురించినటువంటి కాలము జీవితము మనం గమనించగలుగుతాం సో అంత ఎక్కువ అధ్యాయాలు చదివే సమయాన్ని నేను తీసుకోదలుచుకోలేదు కనుక ఒక వాగ్దాన పుత్రుడుగా వాగ్దానం కలిగినటువంటి వాడుగా ఆ ఆలోచన ఆ దృష్టి లేకపోతే ఆ హృదయంలో ఆ ఆలోచన కలిగినటువంటి వాడుగా తాను జీవించవలసిన వాడు అయితే రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయము ఏడు నుంచి పది వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాలు ఒకంత మనము ఆలోచన చేయగలిగినట్లయితే అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు వాగ్దాన రూపమైన వాక్యమిదే మీదటికి ఈ సమయమునకు వచ్చేదను అప్పుడు శారాకు కుమారుడు కలుగును అంతేకాదు రెప్క మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండ నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడును ఇలాగా మనం ఆలోచన చేసినట్లయితే ఇస్సాకు ఒక వాగ్దాన పుత్రుడు అని మనము నేర్చుకోగలుగుతాం అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేసినటువంటి ఇదిగో నిన్ను ఒక గొప్ప జనాంగముగా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు అయితే ఆ గొప్ప జనాంగంలో ప్రథమ వ్యక్తి ఎవరు అనంటే ఈ ఇస్సాకే అని మనం తలంచుకోగలము ఒక చిన్న ఉదాహరణ మనం చూడగలిగినట్లయితే ఒకనొక దినమున తండ్రి అయినటువంటి అబ్రహాము ఇస్సాకుతో ఒక క్యాంప్కి వెళ్దామని చెప్పి లేకపోతే బయటికి తిరిగొద్దామని చెప్పి ఇస్సాకును తీసుకువెళ్ళడం ఆ విధంగా వారు ఒక కొండ మీదకి పర్వతం మీదకి వెళ్ళడం మనం చూస్తాం ఆ తర్వాత ఇస్సాకు చూసేసరికి ఇస్సాకు చేతులను కాళ్ళని కట్టేసి తాను బలిపీఠం మీద పరుండబెట్టేటువంటి సన్నివేశాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం ఇది అబ్రహాముకు దేవుడు పెట్టినటువంటి పరీక్షగా మనం నేర్చుకుంటాం అయితే ఇసాకు బదులు దేవుడు మరొక బలి పశువును దేవుడు ఏర్పరిచినట్లుగా కూడా మనము చదవగలుగుతాం అయితే ఆ సన్నివేశంలో ఆ సందర్భంలో ఇస్సాకు ఏ విధంగా దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడో లేకపోతే విశ్వాసాన్ని మరింత బలపరుచుకున్నాడో మనము నేర్చుకునవచ్చు ఇదిగో సొంత తండ్రి ఇదిగో తన మీదకి కత్తి ఎత్తి బలిగా తనను అర్పించడానికి ప్రయత్నించగా ఆకాశం నుండి ఒక స్వరము వినబడటము ఆ స్వరాన్ని అబ్రహాముతో పాటు ఇసాకు కూడా గ్రహించి ఉంటాడని నేను భావిస్తున్నాను అంత గొప్ప దేవుని స్వరాన్ని విని ఏ విధంగా ఆ సందర్భంలో తాను విశ్వాసంలో బలపడ్డాడో ఆ చిన్నతనం నుంచి ఆ యవన ప్రాయంలో నుంచి అది అతనికి ఎంతో ఆశీర్వాదకరంగా మారిందని కూడా మనము పరిశుద్ధ లేఖనాల ద్వారా నేర్చుకోగలవచ్చు తన తండ్రి దేవుని పట్ల ఎట్టి విశ్వాసాన్ని చూపించాడో అలాగే దేవుడు తన తండ్రి పట్ల ఎట్టి ఔదార్యాన్ని ఎట్టి ప్రేమను కనపరిచాడో ఇస్సాకు ఆ సందర్భం నుండి తాను తన యవనప్రాయం ప్రాయం నుండి నేర్చుకోవడం ప్రారంభించినట్లుగా మనము నేర్చుకోగలుగుతాం అందుకని తదుపరి తన జీవితకాలం అంతా మనం పరిశోధన చేసినట్లయితే ఎంత సింపుల్ లైఫ్ని తాను జీవించాడనంటే ఎంత ఆశీర్వాదకరంగా తాను జీవించాడనంటే ఒక మాటలో చెప్పాలంటే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుకి ఉపమాన రీతిగా ఇస్సాకును పోలుస్తున్నటువంటి సందర్భాలు కూడా మనకి కనబడుతూ ఉంటాయి తన జీవితంలో తాను అన్ని విషయాలలో సక్సెస్ఫుల్ అని చెప్పజాలము కానీ తన జీవితం అంతా కూడా విశ్వాసాన్ని నేర్చుకుంటూ విశ్వాసం మీద ఆధారపడుతూ ముందుకు వెళ్ళినటువంటి వాడిగా మనకి ఈ వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు మనకి కనబడుతూ ఉంటాడు తన తండ్రి దగ్గర నుంచి తాను నేర్చుకున్నటువంటి అటువంటి విశ్వాసపు ఆశీర్వాదకరమైనటువంటి ఆ జీవితాన్నే తర తదుపరి తన పిల్లలకి తన కుమారులకి తాను ఇచ్చి ఆశీర్వదిస్తున్నట్లుగా మనము చూడగలుగుతాం అలా విశ్వాసం ద్వారా ప్రారంభించబడినటువంటి ఆ ఆశీర్వాదము తరతరాలకు నేటికి అది వ్యాపిస్తూ ఉంది అని మనము చూడగలుగుతాం ఆ దీవెనను మనము అనుభవించగలుగుతున్నాం అందుకనే హిబ్రి పత్రికలో పదకొండో అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికలో మనం ఒకసారి చూడగలిగినట్లయితే హిబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాలు అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను ఎవడు ఆ వాగ్దానములో సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబు ఏషావును ఆశీర్వదించాను కాబట్టి ఇస్సాకు ఎంత సింపుల్ జీవితాన్ని తాను కలిగి ఉన్నాడో మనము నేర్చుకోగలుగుతాం మన జీవితం కూడా ఇస్సాకు వలె ఒక వ్యత్యస్తమైనటువంటి సింపుల్ ఫెయిత్ లైఫ్ని కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు మనం వ్యత్యస్తంగా జీవించడం అనేది ఏదో మన గొప్ప కోసమో లేకపోతే అది మనల్ని హెచ్చించడం కొరకు కాకపోవచ్చు నీలో గొప్ప గొప్ప విషయాలేమి లేకపోవచ్చు పెద్ద పెద్ద తలాంతులేమి లేకపోవచ్చు కానీ ఇస్సాకు చేసినట్లుగా తండ్రి కన్నా కొద్దిగా అధికమైనటువంటి విశ్వాసము దీవెని పట్ల చూపించగలగడం నీ భార్య కన్నా నువ్వు కొద్దిగా అధికమైనటువంటి విశ్వాసాన్ని చూపించగలగడం నీ భర్త కన్నా నువ్వు కొద్దిగా అధికమైనటువంటి విశ్వాసాన్ని చూపించగలగటం నీ బిడ్డల కన్నా నువ్వు కొద్దిగా అధికమైనటువంటి విశ్వాసాన్ని దేవుని పట్ల చూపించగలగడం నీ స్నేహితుల కన్నా నీ తల్లిదండ్రుల కన్నా నీకున్నటువంటి తోటి విశ్వాసుల కన్నా మరికొద్దిగా అధికమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు చూపించగలగడం అది నీ బిడ్డలకు నువ్వు అందించగలగటము దేవుడు నీ నుండి ఆశిస్తూ ఉన్నాడు కోరుకుంటూ ఉన్నాడు అలా నువ్వు చిన్న చిన్న వ్యత్యస్తమైనటువంటి విశ్వాసపు పరిమాణాన్ని పెంచుకుంటూ వెళ్తే దేవుడు నీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు శక్తివంతుడైనటువంటి దేవుడని దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది ఆ వగ్గించంత విత్తనము వంటి ఒక విశ్వాసము నీకున్నట్లయితే కొండను సైతం ఉన్నటువంటి సమస్యను కూడా నువ్వు పరిష్కరించుకోవడానికి శక్తివంతుడిగా నువ్వు మారగలుగుతావు కాబట్టి చిన్న మార్పు చిన్న వ్యత్యస్తత నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సహాయం చేయనుగాక ఈ వాక్య ధ్యానము మీకు ఆశీర్వాదకరం ఉండనుగాక దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్ ఆమెన్ మా ఈ ఆన్లైన్ పరిచర్యలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని మీకు అనిపిస్తే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా ప్రతి వీడియోని దయచేసి ఫాలో చేయండి మీ బంధువులకి మీ స్నేహితులు కూడా షేర్ చేయండి అది దేవుని వాక్య విస్తరణకు దేవుని రాజ్య విస్తరణకు తోడ్పాటుగా సహకరించగలరని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె